ఈ ట్యుటోరియల్లో HTML కోడ్ లోపల PHP కోడ్ను ఎలా ఉంచాలో నేర్చుకుందాం ఇది చాలా సందర్భాలలో ఉపయోగకారి ఉదాహరణకు నేను ట్యాగ్స్ క్రియేట్ చేసి నా పేరుని ఇక్కడ ఎకో చేయాలని అనుకుందాం దీన్ని రన్ చేసి ఫైల్ పై క్లిక్ చేస్తే మనకు అలెక్స్ అని వస్తుంది ఉదాహరణకు నేను దీన్ని లోపల ఉంచి ఎకో చేసి అలెక్స్ ను కొంచెం బోల్డ్ గా చేయగలను నేనేం చేయగలనంటే ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటాను తిరిగి ప్రారంభిద్దాం HTML పేజ్ ను క్రియేట్ చేయండి ఈ ఉదాహరణను ఉపయోగిస్తాను నేను HTML ని ప్రారంభించి ట్యాగ్ చేస్తాను అలెక్స్ ను ఎకో చేసి ట్యాగ్స్ వెలుపలి వైపుకు వచ్చి చివరగా ఉన్న ట్యాగ్స్ మై బోల్డ్ను ఇక్కడ మరియు ఆఖరును జోడుస్తాను అది ఒకే ఫలితాన్ని ఇస్తుంది నేను పేజ్ ను రిఫ్రెష్ చేశాక కూడా ఏ మార్పు లేకపోవడం చూడండి కాబట్టి దాన్ని అండర్లైన్గా గా మార్చి అలెక్స్ ను అండర్లైన్ చేయడం చూడండి మనం ఏదో ఒక పద్ధతిలో చేయవచ్చు హెచ్టిఎంఎల్ కోడ్ ను ఎకో లోపల వాడటమా వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి కానీ దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయి ఇప్పుడు మీకు HTML తెలిస్తే ఈ ఇన్పుట్ ట్యాగ్ను టెంప్లేట్ ట్యాగ్ అని తెలుసుకుంటారు కాబట్టి దీని టెక్స్ట్ మరియు పేరు అలెక్స్ పేరు మరియు విలువకు సమానమని అనుకుందాము రిఫ్రెష్ చేద్దాం ఒక టెక్స్ట్ బాక్స్లో అలెక్స్ పేరు ఉండటం మీరు చూస్తారు ఇప్పుడు గెట్ వేరియబుల్ హెడర్ను లాగటానికి మన ఇన్పుట్ విలువలో దీన్ని ఉంచడానికి ని ఉపయోగించాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఇది ఒక్కొక్క టెక్స్ట్ బాక్స్ విలువలో వేరియబుల్స్ ను ఉంచిన చోట ఫామ్ సబ్మిషన్ మరియు ఎర్రర్ చెకింగ్లలో లలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు ఇప్పటివరకు గెట్ ట్యుటోరియల్ చూడకుండా ఉంటే తప్పక వీక్షించండి ఇప్పుడు దీన్ని రెండు లైన్ల క్రింద ఈ కోడ్ను రన్ చేద్దాము ఎందుకంటే ఇది ఒకే రకమైన లైన్ ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి ఇది మీరు చూస్తున్నది సరిగ్గా మీరు క్రిందకు బలవంతంగా పంపించవలసిన దానిలా ఉంది నేను ఇక్కడ PHP టెక్స్ట్ ను క్రియేట్ చేస్తున్నాను మనం PHP హైలైటింగ్ లో పని చేస్తున్నాం కాబట్టి ఇది ఒక తమాషాగా ఉన్న గోధుమ వర్ణంగా కనపడుతుంది అది ఈ రకమైన హైలైటింగ్ ను గుర్తించడం లేదు సరే నేనిప్పుడు అలెక్స్ ను ఎకో చేయబోతున్నాను ఇది ఒకే ఒక లైన్ ఆధారంపై పనిచేస్తుంది అందుకే వీటన్నింటినీ ఒకే లైన్ పై తెస్తుంది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని దాని లోపల ఉంచాను దీనితో మీ ఎంబెడింగ్ పూర్తయింది రిఫ్రెష్ చేయడంతో మనకు అలెక్స్ విలువ వస్తుంది ఇప్పుడు మనం హెచ్టీఎంఎల్ విలువలో PHPని ఎకో చేస్తున్నాము అందుచేత మన విలువలో మనం PHP కోడ్ను వాడుతున్నాం గుర్తుంచుకోండి నేను డాలర్ అండర్ స్కోర్ గెట్ను సింగిల్ కోడ్స్ ఉపయోగించి ప్రదర్శించబోతున్నాను నేను నేమ్ అని చెప్పి రిఫ్రెష్ చేయబోతున్నాను ఏమీ జరగలేదు కాబట్టి name is equal to Alex అని టైప్ చేయండి ఇప్పుడు లోపల అలెక్స్ అని ఉంటుంది name is equal to Kyle అని టైప్ చేయండి దాని లోపల కైల్ అని ఉంటుంది సాధారణంగా ఏదేని PHP కోడ్ను మీరు లోపల ఉంచవచ్చు మీరు PHP ఇన్ఫోను ఎకో చేస్తే మీకొక తమాషా ఫలితం వస్తుంది ఇది PHP ఇన్ఫో డాక్యుమెంట్ యొక్క HTML కోడ్ అన్నమాట కాబట్టి దానిలో చాలా కోడ్స్ ఉంచడం మీరు చూడగలరు ఇక్కడ మనం PHP లోపల పనిచేస్తున్నాము మీరు వాడే సింగిల్ మరియు డబుల్ కోడ్స్ ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి HTML కోడ్ లోపల PHP కోడ్ను ఉంచడం అనే సాధారణ ట్యుటోరియల్ను మీరు విన్నారు ఇది మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను వీక్షించినందుకు ధన్యవాదములు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ ను మీకందించిన వారు సునీత